hi friends welcome to our channel Kasari creations this is Sirisha friends మామూలుగా అకేషన్స్లో మనము బర్త్డేస్ జరుపుకుంటుంటాం కదా దానికోసం మనకు ఏంటి కేక్ కావాలి కేక్ ప్రిపరేషన్కి మామూలు బయట కొంటుంటాం కానీ ఈ మధ్యకాలంలో ఇంట్లోనే చేసుకుంటున్నాం కదా సో దానికోసం కంపల్సరీ మేము some baking soda and baking powder అనమాట సో బేకింగ్ సోడా వచ్చేసి ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది కదా ఇంట్లో అండ్ బేకింగ్ పౌడర్తోనే వస్తుంది ప్రాబ్లం సో సమ్టైమ్స్ లేనప్పుడు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ ఈ టిప్ మీకు ఫాలో అవుతుంది మస్ట్ అండ్ షుడ్గా సో ఇప్పుడు అందరూ బయట నుంచి తెచ్చుకోవడం కంటే ఇంట్లోనే చేసుకుంటున్నారు కదా ఈజీగా అని చెప్పేసి స్టా ఈ మధ్య సో ఈ టిప్పు మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కావాల్సిన ingredients baking soda one teaspoon అలాగే వన్ లెమన్ ఇవి ఇంగ్రీడియంట్స్ అనమాట సో ఇప్పుడు ఇక్కడ బేకింగ్ సోడా ఒక వన్ స్పూన్ తీసుకున్నాను ఎంత కావాలో అంత మనకు బేకింగ్ ఫస్ట్ ఫ్రెండ్స్ ఒక వన్ స్పూన్ నేను ఇక్కడైతే వన్ స్పూన్ బేకింగ్ సోడా తీసుకున్నాను మీకు బేకింగ్ పౌడర్ ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోండి యాక్చువల్గా బేకింగ్ సోడా వచ్చేసి కాన్సన్ట్రేట్ ఎక్కువగా ఉంటుంది బేకింగ్ పౌడర్ కంటే అందుకని బేకింగ్ సోడా కొంచెము హాఫ్ స్పూన్ అంటారు బేకింగ్ పౌడర్ వన్ స్పూన్ అంటారు చెప్పేటప్పుడు ఏమైనా కేక్లో యాడ్ చేసేటప్పుడు సో కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము బేకింగ్ సోడా కొంచెమే వాడతాం అనమాట సో అది ఇప్పుడు ఒక లెమన్ తర్వాత మనము లెమన్ వన్ లెమన్ మనం హాఫ్ లెమన్ యాడ్ చేసుకున్న సరిపోతుందనమాట సో నేను ఇది కట్ చేసి దీంట్లో యాడ్ చేస్తాను లెమన్స్ కట్ చేశాను అనమాట సో ఈ లెమన్స్ కట్ చేసుకునేది నేను దీంట్లో పిండుతున్నాను సో ఆఫ్ తీసుకున్నాను సరిపోతుంది ఆఫ్ ఈ ఆఫ్ లెమన్ని సీడ్స్ వితౌట్ సీడ్స్ తీసుకోండి నేను ఇలా తీసుకున్నాను సో దీన్ని ఈ బేకింగ్ సోడాలో ఈ లెమన్ జ్యూస్ని లెమన్ సిరప్ని యాడ్ చేస్తున్నాను అనమాట యాడ్ చేసి ఈ స్పూన్తో నేను ఇలాగా బాగా కలుపుతున్నాను మిక్స్ చేస్తున్నా మిక్స్ ఇట్ వెల్ అనమాట సో బాగా మిక్స్ చేయండి బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఆరిన తర్వాత మనకు బేకింగ్ పౌడర్ రెడీ అవుతుంది అనమాట సో దీన్ని మనం కేక్ ప్రిపరేషన్స్లో లేకపోతే ఇంకా బిస్కెట్ ప్రిపరేషన్స్లో మనం వాడుకోవచ్చు దీన్ని ఈజీగా సో ఇంతే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ని విజిట్ చేసే వాళ్ళు మరొక మంచి వీడియోస్తో నేను ఎందుకు వస్తాను ఓకేనా నా ఛానల్ని అప్డేట్ అప్డేట్ చేసుకోవడం వల్ల వీడియోస్ మరిన్ని చూడవచ్చు అనమాట సో ఇలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ సో మనకు బేకింగ్ బేకింగ్ సోడా రెడీ అయిపోతుంది సారీ పౌడర్ సో బాగా మిక్స్ చేస్తుండాలి సో ఇక్కడ కరెంట్ పోయింది సో వెళ్తాకి చూపిస్తాను ఇంకా చూపిస్తాను ఇంగ్లీష్ ఇది సో ఇప్పుడు వెళ్తురుగా అదో మీకు కనిపిస్తుందా ఇక్కడ ఇక్కడ చూడండి ఇలా కలిపి కలిపిన తర్వాత మనకు ఆరబెట్టాలి కొంచెం ఇది డ్రై అయితే మనకు మంచిగా కలర్ వచ్చి అది బేకింగ్ పౌడర్గా అవుతుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ సో మనకు బేకింగ్ పౌడర్ పడైంది అంతే ఓకే